హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా టెక్ వీడియోస్ మనకి జమ్మూ నోటిఫికేషన్ నుంచి అయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి డేట్లు ఎవరు ఎన్ని ఏంటిది అనేది ఇచ్చాడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కొన్ని పాయింట్స్ అయితే మనం యాడ్ చేసుకోవాల్సి ఉండిద్ది అందుకు మనం ఈ యొక్క వీడియోస్ అయితే చేస్తున్నాం ఆల్రెడీ చెప్పేశాను ఇంకా ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ అయితే చేశాము బెంగళూరుది గువాహటీది ఇంకా అలహాబాద్ది చెన్నైది ఇలా చేసాము ఇప్పుడు ఈరోజు జమ్మూది అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క డేటా అనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ యొక్క పదవ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్తున్నాడు కమర్షియల్ అప్రెంటిస్ కింద మనకి ఓన్లీ రెండు పోస్టులు అయితే ఉంది ఇంకా స్టేషన్ మాస్టర్కి కొన్ని అయితే ఉన్నాయి ఓకేనా ఈ పదవ తారీఖు నుంచి అయితే ఈ యొక్క స్టేషన్ మాస్టర్కి పదకొండు పదకొండు పన్నెండు పదమూడు వరుసనే అయితే జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ అక్టోబర్ నెలలో ఓకేనా అలాగా పద్దెనిమిదో తారీఖు దాకా అయితే జరుగుతున్నాయి ఇప్పుడు మనము నోటిఫికేషన్ని చూద్దాం ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు ఏంటది అనేది ఈ యొక్క నోట్ అని ఇచ్చాడు కదా ఫస్ట్ ఏం చదువుతున్నాడంటే ఈ కాల్ లెటర్ డీవీ యొక్క ఈ కాల్ లెటర్ తీసుకురమ్మంటున్నాడు మీకు అది వెబ్సైట్లో జమ్మూ వెబ్సైట్లో ఉండిద్ది ఇంకా అలాగే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ని అయితే తీసుకురమ్మంటున్నాడు అలాగే ఈ కాల్ లెటర్ సెకండ్ స్టేజ్ది ఈ call letter and required produced at the time అని కూడా ఇస్తున్నాడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ DV office venue DV office అని ఇచ్చాడు కదా railway recruitment railway colony Jammu ఇక్కడైతే వెళ్ళాల్సి ఉండిద్ది అందరూ కూడా ఓకేనా ఎవరైతే డీవీకి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఇంకా candidates are request to produce all the original documents ఇది అందరికి తెలిసిన విషయమే ఇంకా అలాగే సెల్ఫ్ అసిస్టెడ్ ప్రతి ఒక్కరు చెప్తున్నదే కామనే ఓకేనా ఇంకా చూడండి డీటెయిల్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఈ colour where and it's only not in English Hindi అంటున్నాడు అనమాట డివి అనేది స్ట్రిక్ట్గా అలాగే ఫార్మాట్స్ ఉండటం జరిగింది అవన్నీ మీరు తీసుకురావాల్సి ఉండిద్ది మళ్ళీ ఏదైనా మిస్టేక్ జరిగితే వాళ్ళని క్యాన్సిల్ అయితే వాళ్ళకి అవకాశం ఉంది ఇంకా ఎక్కడ చెప్తున్నాడు చూడండి బ్రింగ్ సిక్స్ పాస్పోర్ట్స్ అన్నాడు మనకి గువాహటీలో అయితే త్రీ ఫొటోస్ అన్నాడు బెంగళూరు దానికైతే సిక్స్ ఫొటోస్ అన్నట్టున్నాడు ఈ విధంగా ఒక్కొక్కరు కొంతమంది త్రీ అంటున్నారు కొంతమంది సిక్స్ అంటున్నారు అది చూడాలన్నమాట ఓకే ఇప్పుడు మళ్ళీ మనం చూసుకుందాం ఇక థర్డ్ పాయింట్లోనే మళ్ళీ అలాగే సిబిటీ వన్ది సిబిటీ టూది సిబిఐటీది వేరే వేరే అప్లికేషన్ మీకు ఏదైనా మొబైల్ ఫోన్స్ అయితే తీసుకురావద్దని చెప్తున్నాడు ఇంకా నాట్ వన్ మంత్ ఓల్డర్ అని చెప్తున్నాడు అనమాట ఇందాకడైతే త్రీ మంత్స్ ఓల్డర్ గువాహటిది అయితే త్రీ మంత్స్ ఓల్డర్ అన్నాడు ఇక్కడ not more than one month old అన్నాడు ఇంకా నాలుగో పాయింట్ చూసుకున్నట్లయితే need to attend medical test and after document verification ఇక్కడ ట్వంటీ ఫోర్ రూపీస్ సేమ్గానే ఉంది ఇంకా అలాగే మీరు ఒక ఫోర్ డేస్ దాకా అక్కడ ఉండాల్సి వచ్చిందని చెప్తున్నాడు ఓన్ కాస్టే ఇది కామనే మీరేం చేస్తారంటే ఎవరైనా ఫొటోస్ లేకపోతే న్యూగా ఓకేనా న్యూగా ఫొటోస్ అయితే దిగండి ఓకే ఇది నా అడ్వైజ్ న్యూగా అయితే ఫొటోస్ దిగేసేయండి మన సికింద్రాబాద్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా candidates advise to should not bring their బిలాంగింగ్స్ని అయితే తీసుకురావద్దు అంటున్నాడు మీ యొక్క వ్యాలిడ్ కరెంట్ ఐడి ప్రూఫ్ అంటే మనకి ఆధార్ అయితే ఇంకా బాగుండేది ఫ్రెండ్స్ ఆధార్ ఓకే ఆధార్ తీసుకువెళ్ళండి ఆధార్ లేకపోతే వాటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా తీసుకువెళ్ళండి ఇంకా అలాగే బ్లాక్ డేట్ వచ్చేసరికి పదవ పదో నెల అంటే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు బ్లాక్ డేట్ ఇచ్చే బ్లాక్ డేట్ అయితే ఇచ్చేశాడు ఇంకా చూడండి ఈ అంటే మనకి ఈ డేట్స్ డీవీ వెరిఫికేషన్ డేట్స్ పద్దెనిమిదితో అయిపోతున్నాయి ఇంకా చాలా వాటికి అయితే వన్ వీక్ అయితే గ్యాప్ ఇచ్చాడు ఇక్కడ వన్ వీక్ అనేది గ్యాప్ కూడా లేదు నెక్స్ట్ డేనే కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇది మరి ఎవరైనా ఆబ్సెంట్ అయితే వాళ్ళు వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ని అయితే ఎవిడెన్స్ చూపించాల్సి ఉంటుంది ఎందుకు ఆబ్సెంట్ అయ్యాడని మీకు ఏదైనా మీకు రెగ్యులర్ నోటిఫికేషన్ అప్డేట్ కావాలనుకుంటే మటుకి మీరు ఓల్ని ఆర్ఆర్బి జమ్ము ఎన్ఐసి డాట్లోకే వెళ్ళండి మరి ఇది ఫ్రెండ్స్ మరి మనకి ఇందులో పెద్ద అప్డేట్ అయితే ఏం లేదు అంతా కామన్గానే ఉంది జమ్మూ దాంట్లో మటుకి ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాను మరి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్